హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు Telugu all in one channel line friends ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు చేయవలసిందలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే ఇక వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్ ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ దసరాన్ని సిద్ధం చేసింది ఖాళీలు ఎక్కువ కాలంగా ఒకే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలను సేకరించింది బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే పూర్తి వివరాలను అందించనుంది కొందరు గత పదేళ్లుగా దూర ప్రాంతాలలో పనిచేస్తున్నారు బదిలీలపై దగ్గర పాఠశాలకు రావచ్చని ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రకంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల వరకు ఖాళీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఈ పదిహేను వేలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్